hi friends welcome to my channel ఈ దేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారికి మాచే విశేష కుంకుమార్చన మరియు ఒకరోజు దిగ్విజయ చండీ హవనము నిర్వహించబడును కావున ఆసక్తి ఉన్నవారు ఈ చిర్రావూరి వంటశాల యొక్క ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి కానీ లేదా వాట్సాప్ ద్వారా కానీ వివరాలకు వెంటనే సంప్రదించగలరు బీరకాయలతో చాలా రకాల వంటకాలు తయారు చేసుకోవచ్చు కానీ ఉల్లికారంతో అయితే కనుక కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఈ వీడియోలో మీకోసం బీరకాయ ఉల్లికారం కూర ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె పెట్టుకుని నాలుగు స్పూన్ల ఆయిల్ వేసి అది వేడైన తర్వాత అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ మినపప్పు వేసి అవి కొద్దిగా వేగాక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఒక కేజీ బీరకాయలు ఈ విధంగా సన్నగా తరుక్కుని అవి కూడా వేసేసుకోవాలి ఇవి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో అర స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు అన్నీ వేసుకుని మొత్తం ఇంకొకసారి బాగా కలిపి మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇవి ఉడికేలోగా నూట యాభై గ్రాముల ఉల్లిపాయలు ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకుని మిక్సీ పట్టుకోవాలి కూర ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ను కూడా వేసేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని అంటే ఒక థర్టీ ఎంఎల్ వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇలా నీరు పోసుకున్న తర్వాత మళ్ళీ అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుని మూత పెట్టి ఇప్పుడు సిమ్లో పెట్టి మూడు నిమిషాలు మగ్గించుకోవాలి చూద్దాం ఎంతవరకు మగ్గిందో చూసారా మ్యాక్సిమం ఉడికిపోయింది కదా ఇప్పుడు దీంట్లో ఒకటిన్నర స్పూన్ కారం అలాగే అర స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఒకవేళ ఈ కారపొడి అవాయిడ్ చేసేవాళ్ళు ఉంటే కనుక ఉల్లిపాయ మిక్సీ పట్టేటప్పుడే దానిలోనే పచ్చిమిరపకాయలు కూడా వేసి మిక్సీ పట్టుకోవచ్చు ఆ టేస్ట్ కూడా బాగుంటుంది జీలకర్ర పొడి వేసుకోవడం వల్ల కూరకు రుచితో పాటు మనకి కూడా డైజెషన్ ప్రాబ్లం లేకుండా బాగా పనిచేస్తుంది చూసారా ఎంతో రుచిగా ఉండే బీరకాయ ఉల్లికారం కూర తినడానికి రెడీ చాలా తొందరగా చాలా టేస్టీగా ఉండే కూర ఇది ఈ కూర అన్నంలోకైనా చపాతీలోకైనా అలాగే రోటీస్లో కూడా చాలా చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం డిష్ అవుట్ చేసేసుకుందామా ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ ఉల్లికారం కూర రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో ఉల్లి వెల్లుల్లి లేని శాకాహార వంటలు పూజలు మరియు ప్రసాదాల కోసం మా మరొక ఛానల్ చిరావరి వంటశాలను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ